చెప్పినట్టు దారిలో ఉంటాడు కానీ మరేమో అల్లుడా పోయా రాలుడు కూడే పోస్తాను కానీ ముస్తాబు చేసేటప్పుడు మరేమో మరేమో అల్లుడా సైలెంట్ నువ్వు చెప్పినట్టు సైన్య రాసుకున్నాడు కానీ అల్లుడు పిల్లల గదిలో పంపేటప్పుడు మరేమో మరేమో అల్లుడా అల్లుడు గదిలోకి వెళ్ళేటప్పుడు మరేమో మరేమో అల్లుడు నా మనసులో మాటలు చెప్తున్నాను ఆలకించు